hi friends welcome to my channel Karthika పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుణ్ణి పూజించుట అత్రి మహాముని అగస్సులు వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయంలో రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనటువంటి వైనం చెప్పి తిరిగి ఈ విధంగా చెప్పనారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసును పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి కడిగినటువంటి నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్నటువంటి ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలితే నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును వ్రతము చూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడినై రాజ్యాన్ని ఎలుచున్నాను నా వల్ల మీకు సంభవించినటువంటి కష్టములకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైనటువంటి అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలని అని చెప్పి ఆహ్వానించితిని కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్నును నా వంశాన్ని పావనము చేసి కృతార్థుని చేయుము మీరు దయార్థ హృదయలు ప్రథమ కోపముతోటి నన్ను శపించినను మరలా నా గృహానికి విచ్చేసితిరి నేను ధన్యుడిని అయితిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీ ఉపకారంను మరవలేకుండా ఉన్నాను మహానుభావ నా మనస్సు సంతోషంతో మీ మెట్లు స్థింపబలేను నా నోట పలుకులు రాకుండా ఉన్నాయి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను కూడా ఇంకా రుణపడే ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా ఈ నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటు మునిశ్రేషులు ఎందును అలాగే ఆ శ్రీమన్నారాయణ ఎందును కూడా నా మనస్సు నిమగ్నమై ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహపంత భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుతున్నటువంటి అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరి ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువుకైనను కూడా శక్తి కొలిది ఉపకారము చేతురో అట్టివారు తండ్రితో సమానమగునని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టుడవు అలాగే తండ్రితో సమానుడువైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడివి అగుట వలన నీకు ఆయుక్షీణం అగును దుఃఖవంతుడు కూడా అగుదువు అందుచేత నీకు నేను నమస్కరించలేను నీవు కోరినటువంటి స్వల్ప కోరికను అటులనే చేతును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపము కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని నాకు సంభవించినటువంటి విపత్తును తొలగించటకు తిరిగి నీవే దిక్కైతివి నీతో భోజనం చేయట నా భాగ్యం కాక మరొకటి అగునా అని రుద్రావతారమైనటువంటి దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి అతని వద్ద సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళెను ఈ వృత్తాంతం వృత్తాంతమంతయు కూడా కార్తీక శుద్ధ ద్వాసి దినమున జరిగినది కాబట్టి ఓ అగస్య మహాముని ద్వాసీవత ప్రభావము ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినము విష్ణుమూర్తి శేష శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండును కనుకనే ఆ రోజుకు అంత శ్రేష్టత అలాగే మహిమ కలిగి ఉన్నది ఈ రోజు చేసేటువంటి పుణ్యము ఇతర దినముల్లో పంచదానములు చేసినప్పుడు కలిగేటువంటి పుణ్యముతోటి సమానము ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనతోటి గడిపి ఆ రాత్రంతయ్య కూడా పురాణము చదువుతూ లేకపోతే వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాసి రోజున తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టి వాని యొక్క సర్వ పాపములు కూడా ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశ దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ గడియలు తక్కువగా ఉన్నను కూడా ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసము ఏర్పరచుకోవాలని చెప్పి కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము అలాగే ద్వాదశి వ్రతము రెండును కూడా చేయవలను ఏ ఒక్కటి కూడా విడవకూడదు శ్రీహరికి ప్రీతికర్మకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దీని యొక్క ఫలితం గురించి ఎంత మాత్రమో సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను కూడా అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసినటువంటి ఏ కొంచెము పుణ్యమైనను కూడా అది అవసాన కాలమునందు యమదూతల పాలు కానియకుండా మనల్ని కాపాడును అందులకే ఈ కార్తీక మాసం వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు కూడా ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము రేపటి కార్తీక పురాణం ఫలస్థుతిలో మరొక్కసారి కలుసుకుందాం ఏతత్ ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు ధన్యవాదములు